చూస్తే కొయ్యటోడు మేకలు కొన్నాడు తినడానికి తొమ్మిది మేకలు చూడండి ఎలా ఉన్నాయి చిన్నవి తెల్ల మేకలు ఎక్కేస్తుంది దాని మీదకి ఇది ఇదంతా గ్రౌండ్ లోపల కనిపిస్తున్నాయి కదా మొక్కలు ఆ టేపుని కోసేటట్టు ఉంది లోపల బాతులు కోళ్ళు పావురాలు అన్నీ ఉంటాయి ఈ మేకలు అందులో పంపించాలి ఏమీ వెళ్తలేదు నువ్వు అడ్రాక నువ్వు అడ్రాక వస్తున్నాయి చా చా నువ్వు వచ్చా పిల్లగా నువ్వు వెళ్ళిపోతున్నాయి వెళ్ళవచ్చే చ Huh.

పా ఆ మేకలు పెట్టుకొచ్చి ఇందులో వేయాలి ఒక మేక దొరికింది వాడు దేంట్లో వాడు వేసాము వచ్చి చీకడే ఆ హేమ్ విత్ ది మేకర్ ఉన్నాయి పట్టుకొచ్చు దాంట్లో ఎస్తే రేపు చక్ర కొశకింటర్ నడిగే నలాయిงొచ్చి జాగర్ొచ్చి నలాయింది ఈ రోజు వచ్చాం ఇక్కడికి అల్లిపోతున్నాయి ఉందా ఇంక ఈ మనిషి ఇక్కడ కాపలదరుడు ఉద్దరుడు ఉద్దరుడు కోటోడికి దత్తపుత్రుడు మనవాడు మొత్తం వాళ్ళు వచ్చాయి మేకలు మొత్తం చేరుకున్నాయి ఒక చోటకే ఇంకా ఉత్తరుడు వాటికి నీళ్ళు పోయాలి అవుతాయి అంటవా ఎప్పుడు పని వస్తాయి ఒకటి పట్టి రెండు పట్టి తినడానిక నెల నుండి వచ్చి ఇది రావడం ఫస్ట్ ఇది రావడం ఫస్ట్ ఇక్కడికి ముందు మేము వచ్చిన నెల అవుతుంది కదా సార్ ఇక్కడ ఉంటారు నైట్కి